ఫిష్ చట్నీ తయారు చేసుకునే విధానం అరకిలో స్కిన్లెస్ ఫిష్ తీసుకొని ఉప్పు పసుపు పట్టించి పక్కన ఉంచుకుందాం నూనె గరం మసాలా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కారం ఆవాలు మెంతుల పొడి ఇవన్నీ చట్నీకి సంబంధించిన పదార్థాలు స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టి తగినంత నూనె పోసుకుందాం ముందుగా సిద్ధం చేసుకొని పక్క ఉన్న ఫిష్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఫిష్ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని వేగిన తర్వాత ఫిష్ ముక్కలు ఊడిపోకుండా చిన్నగా కలుపుకోవాలి బంగారు రంగు వచ్చిన ఫిష్ ముక్కల్ని బౌల్లోకి తీసుకుందాం మిగిలిన నూనెలో మూడు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని దోరగా వేయించుకుందాం తరువాత రెండు స్పూన్ల కొబ్బరి పొడి మూడు స్పూన్ల కారం రెండు స్పూన్లు సాల్ట్ వేసి కలుపుకుందాం అర స్పూను మెంతి జీలకర్ర ఆవాల పొడి వేసుకొని కలుపుకొని రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాక ముందుగా తయారు చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకుందాం మనం వేయించి పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకొని చిన్నగా కలుపుతూ ఆ మసాలా ఫిష్ ముక్కలకు పట్టే వరకు ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకున్న తర్వాత తయారైన ఫిష్ చట్నీని బౌల్లోకి తీసుకొని తరువాత ఒక స్పూను నిమ్మరసం పిండి కలుపుకుందాం రుచిగా తయారైన ఫిష్ చట్నీ రెడీ